నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కశ్మీర్లో తాజా పరిణామాలపై భయాందోళనలు నిత్యావసరాలు నిల్వ చేసుకుంటున్న ప్రజలు ఎన్ఐటికి ఆకస్మిక సెలవులు వదంతులతో భయపెట్టొద్దన్న గవర్నర్ సమయమనంతో ఉండేలా కార్యకర్తలను కట్టడి చేయాలని రాజకీయ పార్టీలకు పిలుపు వచ్చే వారం కాళేశ్వరం రెండో దశ ఆవిష్కరణ మధ్య మానేరుకు గోదావరి జలాలు తరలించేందుకు పూర్తయిన ఏర్పాట్లు ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్న తెలుగుదేశం పోలవరంపై కేంద్రం వ్యాఖ్యలే నిదర్శనమని వెల్లడి వర్షాభావంతో దేశవ్యాప్తంగా తగ్గిన ఖరీఫ్ సాగు ముప్పై రెండు లక్షల హెక్టార్లలో క్షీణించిన వరి విస్తీర్ణం వ్యవసాయ శాఖ నివేదికలో కేంద్రం వెల్లడి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కు ఏడో స్థానం రెండు వేల పద్దెనిమిది జీడీపీ ర్యాంకులను ప్రకటించిన ప్రపంచ బ్యాంక్ అమర్నాథ్ యాత్రికులకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని కశ్మీర్ ప్రభుత్వం చేసిన హెచ్చరికతో ప్రజల్లో అలజడి మొదలైంది మళ్లీ కల్లోల పరిస్థితులు తప్పవేమోనని ప్రజలు నిత్యావసరాలను నిల్వ చేసుకుంటున్నారు శ్రీనగర్లోని ఎన్ఐటీకి ఆకస్మిక సెలవులు ప్రకటించారు తాజా పరిస్థితుల నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేయకుండా తమ శ్రేణుల్ని కట్టడి చేయాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు పాక్ ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నారంటూ కశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన భద్రతాపరమైన హెచ్చరికతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి యాత్రికులు పర్యాటకులు వెనక్కి వచ్చేయాలన్న ఆదేశాలతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది ఈ నేపథ్యంలో శ్రీనగర్ ఎన్ఐటీకి నిరవధికంగా సెలవులు ప్రకటించారు ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కశ్మీర్ ప్రభుత్వం ఉచితంగా ఏర్పాట్లు చేసింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తరగతులు ఉండవని ఎన్ఐటీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది పాఠశాలలు మూసివేస్తున్నట్లు వచ్చిన వార్తలను కశ్మీర్ ప్రభుత్వం ఖండించింది ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని విద్యాశాఖ తేల్చి చెప్పింది భద్రతాపరమైన హెచ్చరికతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి మళ్లీ కల్లోల పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని భావిస్తూ నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకునే పనిలో పడ్డారు పడ్డారు పెట్రోల్ పంపుల వద్ద వాహనదారులు బారులు తీరారు అమర్నాథ్ యాత్రికులు పర్యాటకులను తరలించేందుకు ఏ సమయంలోనైనా అదనపు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉండాలని విమానయాన సంస్థ ఎయిర్లైన్స్ సంస్థలకు సూచించింది కశ్మీర్ ప్రభుత్వం చేసిన అత్యవసర హెచ్చరిక ద్వారా ఈ సూచన చేసింది కశ్మీర్లో పరిస్థితులు సంక్లిష్టంగా మారే అవకాశాలు ఉండడంతో శ్రీనగర్ నుంచి అదనపు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉండాలని విమానయాన శాఖ కోరింది శ్రీనగర్ నుంచి ప్రయాణాలకు రాకపోకలకు సంబంధించిన రీషెడ్యూల్ ప్రయాణాల రద్దుపై విధించే రుసుములను ఎత్తివేసినట్లు ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి మరోవైపు కశ్మీర్ ప్రభుత్వం చేసిన అసాధారణ ప్రకటనపై రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ హెచ్చరిక భయాందోళనలు సృష్టించిందన్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇలాంటి పరిస్థితులు తామెప్పుడూ చూడలేదన్నారు అమర్నాథ్ యాత్రికులను వెనక్కి పంపుతున్న ప్రభుత్వం స్థానికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు కశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను హరించవద్దని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు తాజా పరిణామాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు Farooq Abdullah Peoples Conference Jammu Kashmir Peoples Movement నేతలతో సమావేశమై చర్చించారు అనంతరం వివిధ పార్టీల పార్టీల నేతలు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను కలిశారు అమర్నాథ్ యాత్రికులు వెంటనే తిరిగి రావాలన్న ప్రభుత్వ హెచ్చరికను ఇతర అంశాలతో ముడిపెట్టకూడదన్న గవర్నర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వదంతులు ప్రచారం చేయకుండా రాజకీయ పార్టీలు తమ శ్రేణులకు సూచించాలని కోరారు తెలంగాణ జీవనాడి కాళేశ్వరంలో వచ్చే వారం మరో కీలక ఘట్టం ఆవిష్కారం కానుంది రెండో లింక్ ద్వారా కూడా మధ్య మానేరుకు నీరు ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు సిద్దమయ్యాయి ఇప్పటికే కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్ల ద్వారా ఇరవై ఐదు టీఎంసీల వరకు నీటిని ఎగువకు ఎత్తిపోశారు మేడిగడ్డకు ఎగువన శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి వరకు నూట ఇరవై కిలోమీటర్ల మేర గోదావరి నది జల కళ సంతరించుకుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ఫలితాలు అందాయనే చెప్పుకోవచ్చు దిగువకు వెళ్లే ఇరవై ఐదు టీఎంసీల నీటిని ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా వడిసిపట్టి ఎగువకు తరలించారు వర్షాకాలం ప్రారంభమైన నలభై ఐదు రోజుల తర్వాత గోదావరి నదిలోకి ప్రవాహం ఇప్పుడిప్పుడే మొదలైంది ఇంకా శ్రీరామ్ సాగర్లోకి వరద నీరు చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు కానీ ఎగువన కురిసిన వర్షాలతో ప్రాణహిత నది నుంచి వరద నీరు బాగానే వచ్చింది మేడిగడ్డ ఆనకట్ట సహాయంతో ప్రాణహిత జలాలను నిల్వ చేశారు అక్కడి నుంచి కన్నేపల్లి పంప్హౌస్ ద్వారా అన్నారం జలాశయంలోకి తరలించారు ఆరు పంపుల ద్వారా పన్నెండు టీఎంసీల వరకు తరలించారు అన్నారం జలాశయంలో నిల్వ చేసిన నీటిని సుందిళ్ల జలాశయానికి తరలించారు అక్కడి నుంచి నాలుగు పంపుల ద్వారా నాలుగు టీఎంసీలకు పైగా ఎత్తిపోశారు ఐదో పంపును కూడా పరీక్షించారు సుందిళ్ల పంప్హౌస్ నుంచి ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ కు తరలిస్తారు దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి లింక్ ద్వారా నీరు ఎత్తిపోయటం పూర్తవుతుంది కొన్నాళ్ల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లిలోకి వరద నీరు వస్తోంది కడెం ప్రాజెక్టు నుంచి కూడా ఎల్లం ఎల్లంపల్లిలోకి ప్రవాహం కొనసాగుతోంది దీంతో సుందిళ్ల నుంచి ఎల్లంపల్లిలోకి జలాలు తరలించలేదు మేడిగడ్డ అన్నారం వద్ద కూడా పంపులను నిలిపివేశారు మేడిగడ్డ వద్ద అరవై గేట్లు ఎత్తివేయగా అన్నారం వద్ద రెండు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు ఎగువ నుంచి ప్రవాహం తగ్గితే మళ్లీ నీటిని ఎత్తిపోయినున్నారు అయితే కాళేశ్వరం ద్వారా ఇరవై ఐదు టీఎంసీల వరకు ప్రాణహిత జలాలను ఇప్పటి వరకు నిల్వ చేసి ఎగువకు ఎత్తిపోసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి నీటి నిల్వ ఎత్తిపోతలతో గోదావరి నదికి నూట ఇరవై కిలోమీటర్ల మీద జలకల వచ్చింది మేడిగడ్డ నుంచి ఎగువన ఎల్లంపల్లి వరకు గోదావరి నది నీటితో కలకలలాడుతోంది చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది దీనివల్ల జాలర్లకు దాదాపు మూడు కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతుందని అంచనా ఎల్లంపల్లిలో ప్రవాహాన్ని చూసుకుని రెండో లింక్ ద్వారా కూడా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది రెండో లింక్లోని ఆరో ప్యాకేజీలో ఇప్పటికే ఐదు పంపుల పరీక్ష విజయవంతమైంది కీలకమైన ఏడో లింక్ సొరంగం పనులు పూర్తయ్యాయి బాహుబలి పంపులున్న ఎనిమిదో ప్యాకేజీలోనూ ఐదు పంపులు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి వచ్చే వారంలో రెండో లింకు నుంచి కూడా నీటిని ఎత్తిపోసి వరద కాలువ ద్వారా మధ్యమానేరు జలాశయంలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పునరుజ్జీవన పథకం ద్వారా ఆ జలాలను శ్రీరాంసాగర్లోకి కూడా తరలించనున్నారు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది బడ్జెట్ రూపకల్పన కోసం ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు ప్రతిపాదనలు పంపించాలని ఆయా విభాగాలకు ఆర్థిక శాఖ సూచించింది ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను ఫిబ్రవరిలో తెలంగాణ శాసనసభ ఉభయ సభలు ఆమోదించాయి లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తెలంగాణలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు సెప్టెంబర్ నెలాఖరు వరకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమల్లో ఉంటుంది అంతలోపు పూర్తిస్థాయి బడ్జెట్ ను ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని వివిధ శాఖలను కోరిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సవరించిన ప్రతిపాదనలు ఈ నెల పద్నాలుగులోగా ఆర్థిక శాఖకు అందించాలని సూచించింది ఆర్థిక శాఖ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో ప్రతిపాదనలు స్వీకరిస్తారు సెప్టెంబర్ నెలాఖరు వరకు బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉన్నందున వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది అందుకోసం ఈ నెలలోనే పురపాలక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఎల్లుండి హైకోర్టు ఇచ్చే ఆదేశాలతో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది పురపోరు తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్న ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందాలని భావిస్తోంది కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ నెల తొమ్మిదిన సమావేశం కానుంది హైదరాబాద్ జలసౌధ వేదికగా బోర్డు చైర్మన్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు ఇంజనీర్ ఇన్ చీఫ్లు బోర్డు సభ్య కార్యదర్శి సభ్యులు పాల్గొంటారు ప్రస్తుత సంవత్సరానికి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుపై కూడా ఈ భేటీలో సమీక్షించనున్నారు చిన్ననీటి వనరుల లెక్కలు సహా ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది పోలవరం టెండర్ల రద్దుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ వ్యాఖ్యల నేపథ్యంలో వైకాపా ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్లా ప్రవర్తిస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు సీఎం అనాలోచిత చర్యల వల్ల ప్రాజెక్టు మరింత ఆలస్యం కావడమే కాకుండా ఖర్చు కూడా తడిసి మోపడవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు పోలవరం నిర్మాణంలో రెండు కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటున్న వైకాపా ఆరోపణలను లోకేష్ కొట్టిపారేశారు ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉందన్నారు పార్లమెంట్లో కేంద్ర మంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేతకానితనానికి రుజువని మరో నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు నవయుగ బెకం గుత్తేదారు సంస్థలకు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అనాలోచిత చర్యకు నిదర్శనమన్నారు ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసి తెలంగాణకు లబ్ది చేసేలా వైకాపా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు అవసరమైతే అన్న క్యాంటీన్ల స్థానంలో మొబైల్ క్యాంటీన్లు నడుపుతామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు విజయనగరంలో పర్యటించిన ఆయన అన్న క్యాంటీన్లను తాత్కాలికంగా మూసేసినట్లు చెప్పారు అనవసర ప్రాంతాల్లో లక్షల రూపాయలు వెచ్చించి అన్న క్యాంటీన్ భవనాలు నిర్మించాల్సిన పని లేదని బొత్స స్పష్టం చేశారు ఈ క్యాంటీన్లు కూడా త్వరలోనే దీని ఒక విధి విధానాలు ఒక పగడబందీగా నిర్ణయంతో మళ్ళీ పెద్ద ఎత్తున ముందుకు రాబోతుందని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం అవసరం అనుకుంటే మొబైల్ క్యాండిల్ పెడతాం దానికోసం నలభై లక్షల రూపాయలు వచ్చి ఇన్వెస్ట్ చేసి ఓ బిల్డింగ్ కట్టి నాడు దొరికింది కదా గుర్రం కొనుక్కొని గుర్రం కొనుక్కుని తర్వాత మిగతా కట్టి ఇవన్నీ ఆపరి ఆపరిస్తుంది కాదు జాబిల్లికి చంద్రయాన్ టూ వ్యోమ నౌక మరింత దగ్గరైంది నాలుగోసారి కక్ష్య పెంపు ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కక్ష్యను పెంచినట్లు ఇస్రో అధికారికంగా వెల్లడించింది వ్యోమ నౌక పారామితులు అంచనాలకు తగినట్లే ఉన్నాయని తెలిపింది ఆన్బోర్డ్ ప్రపల్షన్ వ్యవస్థను ఉపయోగించి చంద్రయాన్ టూ వాహక నౌకను రెండు వందల డెబ్బై ఏడు ఇంటూ ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రెండు కిలోమీటర్ల భూ కక్ష్యలోకి మార్చారు ఆన్బోర్డ్లో ఉన్న ఇంధనాన్ని ఆరు వందల నలభై ఆరు సెకండ్ల పాటు మండించడం ద్వారా ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇప్పటికే జులై ఇరవై నాలుగు ఇరవై ఆరు ముప్పై తేదీల్లో చంద్రయాన్ టూ కక్షను ఇస్రో పెంచింది ఐదోసారి కక్ష పెంపు ప్రక్రియను ఆగస్టు ఆరున మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడున్నర గంటల మధ్య చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది భారత అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఈ నెల ఇరవై రెండున ఇస్రో చంద్రయాన్ టూ ప్రయోగాన్ని చేపట్టింది చంద్రయాన్ టూలో ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ ఉంటాయి ఆర్బిటర్ చంద్రుని చుట్టూ తిరగనుంది సెప్టెంబర్ సెప్టెంబర్ ఏడున చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి పద్నాలుగు రోజుల పాటు పరిశోధనలు జరుపుతుంది కశ్మీర్ సమస్య పరిష్కారానికి శాంతి చర్చల కోసం భారత్ను ఒప్పించాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి అమెరికాకు విజ్ఞప్తి చేశారు కశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్కు చెందిన ద్వైపాక్షిక అంశమని ఇరు దేశాలు ఒప్పుకుంటే సంతోషంగా మధ్యవర్తిత్వం చేస్తానన్న ట్రంప్ ప్రకటన తర్వాత ఖురేషి ఈ వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమంటున్న భారత్ చర్చలకు మాత్రం సుముఖంగా లేదని ఖురేషి ఆరోపించారు కశ్మీర్పై చర్చలకు భారత్ అంత సులభంగా అంగీకరించదన్న ఖురేషి అమెరికా తన పరపతితో ఒప్పించాలని కోరారు ఈ విషయమై ఐరాస ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాయనున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి తెలిపారు ట్రంప్ మధ్యవర్తిత్వం వ్యాఖ్యలను వ్యతిరేకించిన భారత్ ఈ అంశాన్ని పాకిస్తాన్తో తేల్చుకుంటామని స్పష్టం చేసింది ఈ సీజన్ మొదటి రెండు నెలల్లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్లో సాగు విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గతేడాది అన్ని పంటలు కలిపి ఎనిమిది లక్షల హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది ఏడు లక్షల హెక్టార్లకు పడిపోయినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి ఈ ఏడాది రెండు లక్షల హెక్టార్లలో వరి సాగవుతుండగా గతేడాది రెండు లక్షల హెక్టార్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది గతేడాది నూట పదిహేను లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాలు పండిస్తే ఈ ఏడాది నూట ఐదు లక్షల హెక్టార్లలోనే సాగు చేస్తున్నట్లు వెల్లడించింది గతేడాది తృణధాన్యాలను నూట నలభై ఐదు లక్షల హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది నూట ముప్పై ఆరు లక్షల హెక్టార్లకు తగ్గింది గతేడాది నూనె గింజల విస్తీర్ణం నూట యాభై ఏడు లక్షల హెక్టార్లు కాగా ఈసారి నూట నలభై తొమ్మిది లక్షల హెక్టార్లకు పడిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి చెరకు గతేడాది యాభై ఐదు లక్షల హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది యాభై రెండు లక్షల హెక్టార్లకు తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది పంతొమ్మిది రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి ప్రవాహం కొనసాగుతోంది కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నుంచి రెండు లక్షల ముప్పై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు ఆల్మట్టి నుంచి వస్తున్న వరదతో నారాయణపూర్ జలాశయం జల కళ సంతరించుకుంది రెండు లక్షల నలభై వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా రెండు లక్షల పదివేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు జూరాల జలాశయానికి రెండు లక్షల ఐదు వేల క్యూసెక్కుల వరద వస్తుండగా రెండు లక్షల ఎనిమిది వేల క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు శ్రీశైలంలో నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది కల్వకుర్తి ఎత్తి నీటిపోతల పథకం ద్వారా రెండు వేల నాలుగు వందల క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నారు మరోవైపు భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై అడుగులకు పెరిగింది దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది ఎగువ రాష్ట్రాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది గత రాత్రి ధవళేశ్వరం వద్ద ఎనిమిది లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తం నీటిని సముద్రంలోకి వదులుతున్నారు డెల్టా కాల్వలకు ఆరు క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు మరోవైపు పోలవరం ప్రాజెక్టు వెనుక భాగంలోని స్పిల్వే రివర్స్ స్లూయిస్ గేట్ల ద్వారా వరదను మళ్లించడానికి ఏర్పాటు చేసిన అడ్డుకట్ట తెగిపోయింది స్పిల్వే పొడవున క్లస్టర్ స్థాయిని స్థాయిని దాటి వరద ప్రవాహం సాగుతోంది ఎగువ కాఫర్ డ్యాం వద్ద నీటి మట్టం ఇరవై అడుగులకు చేరింది మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు వార్డు సచివాలయంలో సిబ్బంది నియామకానికి నిర్వహించే రాత పరీక్షలను తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహిస్తామని పురపాలక శాఖ వెల్లడించింది ఉద్యోగ అర్హతల మేరకు అన్ని రాత పరీక్షలకు హాజరయ్యే విధంగా పరీక్షా తేదీలు ఖరారు చేసినట్లు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు ward administrative secretary women weaker section protection secretary amenity secretary health secretary energy secretary revenue secretary ఉద్యోగాలకు వచ్చే నెల ఒకటో తేదీ ఉదయం మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తామన్న పురపాలక శాఖ commissioner ward planning sanitation welfare education సెక్రటరీల భర్తీకి వచ్చే నెల ఎనిమిదవ తేదీ ఉదయం మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు Andhra Pradesh state beverages corporation limited ద్వారా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం అందులో పనిచేసే సిబ్బందిని పొరుగు సేవల విధానంలో నియమించాలని భావిస్తోంది గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల్లో నలుగురు పట్టణాల్లో ఐదుగురిని నియమించాలని యోచిస్తోంది సిబ్బందిని మూడు విభాగాలుగా వర్గీకరించిన అబ్కారీ శాఖ సుమారు పదిహేడు మంది అవసరమవుతారని అంచనా వేస్తోంది నెలకు పదిహేను రూపాయల వేతనం చెల్లించేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు పర్యావరణ హితమే ధ్యేయంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది పెట్రోల్ డీజిల్ ఆధారిత వాహనాల తగ్గింపుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది రెండు వరకు మూడు చక్రాల వాహనాలను రెండు వరకు ద్విచక్ర వాహనాలను విద్యుత్లోకి మార్చాలని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించింది ఈ నేపథ్యంలో రెండు వేల ముప్పైలోగా తెలంగాణలోని వాహనాలను విద్యుత్ వినియోగంలోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో పాటు దశలవారీగా క్యాబ్లు ఆటోలు ప్యాసింజర్ వాహనాలకు ఎలక్ట్రిక్ కిట్లు బిగించుకునేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసిన సానా సతీష్ బాబు కేసులో తేనె తుట్టే కదులుతోంది ఆయన వెల్లడించిన అంశాల ఆధారంగా ఈడీ అధికారులు మాజీ మంత్రి షబీర్ అలీతో పాటు పబ్లిక్ స్కూల్స్ డైరెక్టర్గా ఉన్న రమేష్ కు నోటీసులు జారీ చేశారు ఢిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సూచించారు అయితే ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఒకవేళ వస్తే తప్పక ఈడీ ఎదుట హాజరవుతానని షబీర్ అలీ తెలిపారు విదేశాలకు నిధులు మళ్లించిన కేసులో అరెస్ట్ అయిన మాంసం ఎగుమతిదారుడు ఖురేషితో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సానా సతీష్ బాబును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అయితే సతీష్ బాబు షబీర్ అలీతో కలిసి ఢిల్లీ వెళ్లి ఖురేషీకి డబ్బు ముట్టచెప్పినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది ఈ కేసులో మరొకరికి కూడా ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది క్రీడా వ్యవహారాల్లో చురుగ్గా ఉంటూ రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన మరో ప్రముఖుడు ఈడీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం పిక్ వ్యవహారంపై సెర్బియాలో అరెస్టైన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పోలీసుల నిర్బంధం నుంచి బయటపడ్డారు దేశం విడిచి వెళ్లరాదని న్యాయ ప్రక్రియకు సహకరించాలి అనే షరతుపై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది నిమ్మగడ్డను రస్ అల్ ఖైమాకు తరలించేందుకు అబుదాబి పోలీసులు చర్యలు చేపట్టారు గత నెల ఇరవై ఏడున బెల్గ్రేడ్లో అరెస్టైన నిమ్మగడ్డకు బెల్గ్రేడ్లోని న్యాయస్థానం రెండు నెలల రిమాండ్ విధించింది అబుదాబి పోలీసులకు అప్పగించేలోపు పారిపోయే ప్రమాదం ఉన్నందున నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు యుఏఈలోని ఏడు ఎమిరేట్లలో ఒకటైన రస్ అల్ ఖైమా రాకియా ద్వారా వాన్పిక్ లో నూట అమెరికా డాలర్ల పెట్టుబడి పెట్టింది జగన్ అక్రమాస్తుల కేసు వల్ల ఆ ప్రాజెక్టు వివాదాల్లో పడింది ఉద్దేశపూర్వకంగా మోసం చేసి తమ ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపిస్తూ రెండు వేల పదహారులో రస్ అల్ ఖైమా పెట్టుబడుల సంస్థ రాకియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా ఇంటర్పోల్ నోటీసులు జారీ చేసింది అయితే ఇంగ్లాండ్ సింగపూర్ తదితర దేశాల్లో అరెస్ట్ అయితే అప్పగింత ప్రక్రియ కఠినంగా ఉంటుందన్న ఉద్దేశంతో అబుదాబి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది ప్రపంచ దేశాల జీడీపీ ర్యాంకుల్లో భారత్ ఏడో స్థానంలో నిలిచింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక ఏడాదికి సంబంధించి జీడీపీ ర్యాంకులను ప్రపంచ బ్యాంకు ప్రకటించింది రెండు వేల పదిహేడులో ఫ్రాన్స్ ను అధిగమించి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల డాలర్లతో ఈసారి ఏడో స్థానానికి పరిమితమైంది రెండు వేల పద్దెనిమిది జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది ఆ దేశ జీడీపీ ఇరవై పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది జీడీపీ పరంగా అమెరికా తర్వాతి స్థానంలో చైనా జపాన్ జర్మనీ బ్రిటన్ ఫ్రాన్స్లు ఉన్నాయి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అంచనాల నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక అందుకు భిన్నంగా నిలిచింది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ రెండు ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికాన్ని లాభాలతో శుభారంభం చేసింది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో రెండు కోట్ల నికర లాభం ఆర్జించినట్లుగా వెల్లడించింది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల నష్టాన్ని చవిచూసింది ఈ ఏడాది రుణాలపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంలో కూడా మంచి ఫలితాలు కనిపించాయి డిపాజిట్లపై ఖాతాదారులకు చెల్లించే వడ్డీ కంటే రుణాలపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర పెరిగింది స్థూల నిరర్ధక ఆస్తుల విలువ ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లకు తగ్గడంతో ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపించింది గత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో వీటి విలువ రెండు లక్షల పదమూడు వేల కోట్లుగా ఉంది దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ వచ్చే మార్చి నాటికి త్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది ఇరవై రెండు టెలికాం సర్కిళ్ల ద్వారా అందిస్తున్న త్రీ సేవలను అంచెలంచెలుగా నిలిపివేయనున్నట్లు సీఈఓ గోపాల్ విఠల్ ప్రకటించారు త్రీ సేవలను నిలిపేసే ప్రక్రియ కోల్కతా సహా కొన్ని నగరాల్లో ప్రారంభమైందన్నారు ఏప్రిల్ నుంచి టూ జీ ఫోర్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం టూ సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు త్రీ సేవల నిలిపివేతతో మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ఎయిర్టెల్ సీఈఓ తెలిపారు ఎయిర్టెల్లో నూట మిలియన్ల మంది ఖాతాదారులు ఉండగా వారిలో తొంభై మిలియన్ల మంది ఫోర్ సేవలే వినియోగిస్తున్నట్లు వెల్లడించారు ఇటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం